hi friends welcome to Sai Ganesh creation friends ఒకసారి అయితే డబ్బా అయితే చూడండి డ్యామ్ అయితే చూసారుగా కాపీరైట్ స్ట్రైక్ కొంచెం రిలీజ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ వెళ్ళైతే చూడండి ఒక లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి హ్యాపీ ఇయర్ వీడియో ఫ్రెండ్స్ మీరైతే ఏమనుకోవద్దు ఈరోజు అయితే ఎప్పుడైతే పెట్టిస్తున్నా ఫ్రెండ్స్ మీరైతే ఒక టూ మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు ఆ వీడియో అనేది మీరైతే అలర్ట్ మోషన్లో కాదు కరెంట్ మోషన్లో కాదు ఫ్రెండ్స్ మీరేం చేస్తారంటే ఫస్ట్ మీ మొబైల్ డేటా ఆన్ చేసుకొని ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరైతే ఒకసారి మీరు ఇక్కడ సెర్చ్ చే సారీ ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఆర్ఐ ఆర్ఐ జడ్జర్ visual short make video app అని ఉందిగా అదైతే ఇన్స్టాల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఫార్టీ టూ ఎంబీ మీకైతే ఏ వాటర్ మార్క్ అనేది ఉండదు ఫ్రెండ్స్ ఈ యాప్ అనేది మీకైతే సూపర్గా అయితే వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ మీకైతే ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీకైతే వన్స్ చూపిస్తాను నాకైతే అయింది ఫ్రెండ్స్ మీరైతే మన ఛానల్ కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గన్ సింబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ మీకు అనేది యాప్ అయితే ఎక్కేసింది ఫ్రెండ్స్ దాన్ని వన్స్ క్లిక్ చేసి ఓపెన్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓపెన్ అయితే చేస్తే లేట్ వస్తుంది మీకు డైరెక్ట్గా వీల్ టెంప్లెట్స్ అనేవి వచ్చేస్తాయి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ మీరు ఎక్కడైతే మనమైతే మనమైతే ఈ వీడియోని చేస్తాం అనుకుంటాం హ్యాపీ ఇయర్ది వన్స్ ఇక్కడ మనకి అయితే కింద ఎరోమార్క్స్ అనేది చూపిస్తాను క్రియేట్ ప్రాజెక్ట్ అనేది ఉంది వన్స్ దాని క్లియర్ చేసి నొక్కితే మనకైతే ఇలాగైతే వస్తుంది ఆ తర్వాత ఆల్రెడీ క్లిక్ చేసి మనకైతే గ్యాలరీలోకి అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీరైతే ఎవరి ఫొటోస్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ ఫొటోస్ అయితే తీసుకోండి మీరైతే నా ఫొటోస్ అయితే తీసుకునేది మీ దగ్గరికి అయితే వచ్చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇలా ఫోటోలు తీసుకున్న తర్వాత ఇక్కడ యారో మనకైతే ఒక ఫెసిలిటీస్ పెట్టే కదా ఆడవాళ్ళకి నాకు ఉంటుంది మనకోసం మనమైతే వన్స్ ఓకే ఫ్రెండ్స్ మనకి ఎక్కడైతే సౌండ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది మనకి ఎక్కడైతే సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా మనకి ఇక్కడ పక్కన సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా వన్స్ స్టాండ్ మీద క్లిక్ చేయండి మనకి ఇక్కడ సేవ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏ ఏ వాటర్ మార్క్ అనేది పడదు మనకైతే సేవ్ అయ్యకుండా వన్స్ మీకైతే వీడియో అయితే చూపిస్తాను మనకైతే ఏ సే మనకైతే ఏ వాటర్ మార్క్ అయితే పడదు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే పక్కన ఉన్న గంట సింబల్ యాడ్ చేయండి ఒక టూ మినిట్స్ అనేది మనకైతే వీడియో అయిపోయింది మీకు వన్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మీ నా ఫొటోస్ అయితే పెట్టుకుని అయితే చేశాను వన్స్ అయితే చూడండి మనకి ఇక్కడ ఏ యాప్ వాటర్ మార్క్ అనేది లేదు ఫ్రెండ్స్ మీరైతే చూస్తున్నారు కదా మనకి ఇక్కడ ఏ వాటర్ మార్క్ యాప్ అనేది లేదు అందుకని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పక్కన ఉన్న గంట సమయంలో యాప్ చేయండి ఫ్రెండ్స్